ఫోటోగ్రఫీ రంగంలో ఫోటోగ్రఫీ నేర్చుకోవాలన్నా వీడియోగ్రఫీ వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలన్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఆన్లైన్ ఆఫ్లైన్లో కూడా ఒక యంగ్ ఆంటర్ప్రినర్ శ్రవణ్ అని చెప్పేసి హీ స్టార్టెడ్ మూమెంట్స్ ఫోటోగ్రఫీ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేసి photography is all about experiential learning అని చెప్పేసి ఆన్ సైట్లో తీసుకెళ్ళి డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీగా అంటే నార్మల్ ట్రెడిషనల్ ఎడ్యుకేషన్లో ఎట్లా ఉంటుంది అంటే నార్మల్గా క్లాసెస్ లాగా చెప్పి కూర్చోబెట్టి చెప్తుంటారు కానీ శ్రవణ్ గారు ఏంటంటే ఒక యూనిక్ వే ఆఫ్ అంటే as come from the bottom starting నుంచి హర్డల్స్ ఎట్లయితే ఉన్నాయో తన జర్నీలో ఉన్నప్పుడు నేర్చుకున్నాడు కాబట్టి అటువంటి ఏంటి అంటే ప్రొఫెషనల్ స్కిల్స్లో టెక్నాలజీ ఎంతో అప్డేట్ అవుతుంది ప్రొఫెషనల్ స్కిల్స్లో ఎట్లా ఉండాలి ఏమేమి టెక్నిక్స్ ఉండాలి ఏమేమి ట్రిక్స్ ఉండాలి అని చెప్పి చాలా కష్టపడి ఈ మూమెంట్స్ ఫోటోగ్రఫీని స్టార్ట్ చేసి కొన్ని వేల మందికి ఇప్పటికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎస్ఐవి తోని టైఅప్ అయ్యి ఒకేషనల్ కోర్స్ కూడా వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాము శ్రవణ్ గారు చెప్పండి అసలు మన మూమెంట్స్ ఫోటోగ్రఫీలో ఎటువంటి కోర్సెస్ ఉన్నాయి ఏమేమి అవైలబిలిటీలో ఉన్నాయి ఎట్లా మనము స్పాన్సర్ చేస్తున్నాము మన టీచింగ్ మెథడాలజీ డిఫరెంట్గా ఎట్లా ఉంటుందో ఒకసారి చెప్పండి wonderful sir firstly thank you అంత డీటెయిల్ ఇంట్రొడక్షన్ ఇచ్చినందుకు పేషెంట్స్ని చెప్పినందుకు సో నా పేరు Sharvana moments academy of photography ద్వారా మేము తెలుగులో ఇంగ్లీష్లో హిందీలో కూడా ఫోటోగ్రఫీ నేర్పిస్తున్నాం తమిళ్లో కూడా థాట్ ఉండింది కానీ ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం చేత ఆమోదించబడిన తర్వాత డిప్లొమా కోర్స్కి సిక్స్ మంత్స్ కోర్స్ కింద ఉంది సో ఇది మన ఎస్ఐవి e అని ఒకటి ఉంది కమిషనరేట్ ఆఫ్ ఇంటర్మీడియట్ కింద వచ్చేది state institute of vocational education వీళ్ళు దీనికి సర్టిఫైయింగ్ బాడీ సో రీసెంట్ టైమ్స్లో ఇప్పుడు ఇంకా మేము ఇది సర్టిఫికేషన్ వచ్చింది ఇప్పుడు ఈ లాస్ట్ వీక్లోనే మాకు వచ్చింది ఏబీవీటీఆర్ e అని ఇది ఏంటంటే educational board of vocational research and training vocational training and research so వీళ్ళ ఆధ్వర్యంలో ఉంటే కాశ్మీర్ టు కన్యాకుమారి ఎక్కడైనా మనం బ్రాంచ్ పెట్టుకోవచ్చు నేర్పించవచ్చు అండ్ ఫస్ట్ నుంచి నా నమ్మకం ఏంటంటే కోవిడ్ టైంలో కూడా మనం చూసింది ఎడ్యుకేషన్ అనేది క్లాస్ రూమ్లో మాత్రమే అవసరం లేదు సో రికార్డెడ్ సెషన్ ద్వారా కానీ ఆన్లైన్లో కానీ చేయొచ్చు అండ్ ఫోటోగ్రఫీ ఎట్లాంటిది అంటే టెక్నికాలిటీ కాంపోజిషన్ ఎమోషనలీ ఒక ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్ కాబట్టి టెక్నికాలిటీ ఆన్లైన్ ద్వారా మేము చేయగలిగాం అండ్ కాంపోజిషన్ ఇవన్నీ మా ఫొటోస్ చూసి వాళ్ళకి అర్థమవుతుంది ఇమోషనల్ వాల్యూస్ అర్థం చేయించడానికి వాళ్ళని ఈవెంట్స్కి తీసుకెళ్ళడం ఆఫ్లైన్లో వాళ్ళు రావడం అనేది కూడా జరిగింది అయితే ఇప్పుడు మనకున్న కోర్సులో స్పెషల్ విషయం ఏంటి అంటే ఫస్ట్ థింగ్ గవర్నమెంట్ సర్టిఫైడ్ కోర్సెస్లో ముందు బీఎఫ్ఏనే ఉండేది ఇప్పుడు కూడా ఉంది బీఎఫ్ఏ ఇట్స్ లైక్ త్రీ ఇయర్స్కి చాలా డీటెయిల్డ్గా ఉంటుంది మనదేంటంటే సిక్స్ మంత్స్ డిప్లొమా ఇది ఎవరికి వొకేషనల్ కోర్సెస్ అంటేనే ఇప్పుడు కాగానే ఉద్యోగానికి వెళ్ళేవారు they should be able to earn main thing so వీళ్ళ కోసం అనేసి మేము చేయడము దీనికి మినిమం క్వాలిఫికేషన్ ఎయిత్ క్లాస్ అయినా పర్వాలేదు అండ్ వాస్తవం చెప్పాలంటే మన ఫోటోగ్రాఫర్లు చాలామంది చదువుకోలేదు అండ్ ఇంగ్లీష్లోనే ఉండాలి ఇంటర్మీడియట్ మినిమం ఉండాలి అంటే వాళ్ళకి అడ్డంకిగా ఉండేది నేను ఇది గమనించాను కాబట్టి మేము అప్లై చేసినప్పుడు ఎవరు తీసిన ఫోటోనే చదువుకి వయసుకి ప్రాంతానికి సంబంధం లేదు సో ప్లీజ్ జాయిన్ అస్ అని చెప్పి మేము స్టార్ట్ చేయడం అనేది జరిగింది గవర్నమెంట్ ఆల్సో అప్రూవ్డ్ అప్పుడు ఉన్న పాయింట్కి దెన్ ఇది six months time so six months టైంలో కూడా ఎట్లా ఉంటుంది అంటే ఎవ్రీ త్రీ మంత్స్కి ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ కూడా స్ప్లిట్ అయి ఉంటుంది సో ఇంటర్నల్ ఉంటుంది థర్టీ మార్క్స్ ఎక్స్టర్నల్ వాళ్ళు కండక్ట్ చేసేది అదొక thirty marks return exam same hall ticket government నుంచి వస్తుంది సో కాలేజ్ మేము గవర్నమెంట్ బాడీ నుంచి వస్తుంది అండ్ వీళ్ళ టైం జేఎన్ఎఫ్యూతో e ఉంది Jawaharlal Nehru fine arts university ఉంది కదా ఎవరైతే బీఎఫ్ఏ డిగ్రీ ఇస్తారో అదే హెచ్ఓడి మనకు ఎగ్జామినర్గా వస్తారు వాళ్ళు ప్రాక్టికల్గా కండక్ట్ చేసే ఎగ్జామ్లో స్టూడెంట్స్ ఏం నేర్చుకున్నారు ఎందుకంటే మనది ప్రాక్టికల్ వర్క్ కెమెరా ఇచ్చి లైటింగ్ మళ్ళీ వాళ్ళకి సబ్జెక్ట్ గురించి వైట్ బ్యాలెన్స్ టెక్నికాలిటీ గురించి ఏదైనా అడగవచ్చు each student will have to submit a portfolio also so పోర్ట్ఫోలియోకి టెన్ మార్క్స్ థర్టీ మార్క్స్ మళ్ళీ ప్రాక్టికల్ సో ఇట్లా మొత్తం హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది అండ్ కేటగిరీ వైజ్ పాస్ అవ్వాలి అంటే ఓవరాల్ టోటల్ వచ్చిందంటే నడవదు మొత్తం చేయాలి ప్రతి కేటగిరీలో పాస్ అవ్వాలి it's like every exam and దీంట్లో ఎట్లా అంటే this is co education no restriction మాకున్న స్టూడెంట్స్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ ఏజ్ వాళ్ళ దాకా జాయిన్ అయినారు వెరీ నైస్ సో అండ్ ఈ సర్టిఫికేట్ వస్తే వాళ్ళకి బెనిఫిట్ ఏంటి అంటే మన ఎంఎస్ఎంఈ లోన్స్ e కావచ్చు ఇంకా ప్రధానమంత్రి యూజన్ యోజన దళిత్ బంధు hmm. ఇట్లాంటి స్కీమ్స్కి అరే నువ్వు చదువుకున్నావా అంటే చదువుకున్నాను నేను ఇది చేసినాను diploma it's like giving them that confidence course ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే జనరల్ గా మనం కాలేజ్ అట్లా ఇట్లా చూసుకుంటే జూన్ నుంచి ఇట్లా స్టార్ట్ అవుతుందా మన సిక్స్ మంత్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏ టైం నుంచి ఏ టైం ఏమైనా స్పెసిఫిక్ నోటిఫికేషన్ వస్తుంది నార్మల్లీ మేము ప్రమోట్ చేస్తాము అండ్ ఇప్పుడు మాకు చేసింది ఎట్లా అంటే ఎవ్రీ త్రీ మంత్స్కే కండక్ట్ చేసేటట్టు ఇచ్చినారు అంటే ఫస్ట్ మాడ్యూల్ కాగానే మళ్ళీ we can hire them so three months అంటారు కానీ ఎగ్జామ్ కండక్ట్ అయ్యి మళ్ళీ వాళ్ళ రిజల్ట్స్ రావడానికి it will be like four months అనుకోండి ఫోర్ టు సిక్స్ మంత్స్ మధ్యలో every month you can batches not every month not six months time main main అనుకోవచ్చు కైండ్ ఆఫ్ ఇప్పుడు మా లాస్ట్ బ్యాచ్ డిసెంబర్లో స్టార్ట్ అయింది డిసెంబర్ తర్వాత ఇప్పుడు ఏప్రిల్ కి స్టార్ట్ అయింది సో అంతకు ముందటి బ్యాచ్ ఆగస్ట్ మంత్ లో స్టార్ట్ అయింది సో ఎవ్రీ ఫోర్ మంత్స్ అని అనుకోవచ్చు మనం alternate every four months four months start అవుతా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అండ్ hmm. ఇది మా చేతిలో ఉండదు సో గవర్నమెంట్ బాడీ వాళ్ళకు ఉండే లిటిగేషన్స్ అండ్ వాళ్ళు కాన్ఫ్లిక్ట్ ఎక్కడ ఎదుర్కొంటున్నారంటే ఇప్పుడు అకాడమిక్స్ చేసే వాళ్ళకి దీంట్లో రావాలని ఇంట్రెస్ట్ ఉంటుంది సో ఇప్పుడు బీటెక్ ఆర్ ఇంజనీరింగ్ ఏదైనా చేసే వాళ్ళు బీకామ్ రాసే వాళ్ళు కూడా వాళ్ళ డేట్స్తోని ఇది కాన్ఫ్లిక్ట్ అవ్వకూడదని వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు అండ్ డేట్స్ పోస్ట్ పోన్ చేయడానికి ఉండదు గవర్నమెంట్ కండక్ట్ చేసే ఎగ్జామ్ కాబట్టి సో వాళ్ళ చేతిలో ఈ డేట్స్ అనౌన్స్మెంట్ నోటిఫికేషన్ వస్తుంది అది వచ్చిన తర్వాత మేము ప్రమోట్ చేస్తాం so maybe one month or three weeks time ఇస్తారు ఆ లోపు మేము ప్రమోషన్స్ చేస్తాము ఇట్లా అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తాం అండ్ మా సోషల్ మీడియా ద్వారా ఎవరైతే ఫాలో అవుతున్నారో దే ఆల్సో రీచెస్ అట్లా ఉంటుంది ఇంకొక చిన్న క్వశ్చన్ ఏంటి జనరల్గా ఇప్పుడు మీరు పోర్ట్ఫోలియో డెవలప్ చేపిస్తాను అని చెప్పి పోర్ట్ఫోలియో కూడా సబ్మిట్ చేయాలి hmm. అంటే ఇప్పుడు ఈ కోర్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సిక్స్ మంత్స్ ఏదైతే మీరు ప్రొవైడ్ చేస్తున్నారో hmm. ఈ కోర్స్ అయిపోయిన తర్వాత మీ దగ్గర ఏమైనా వర్కింగ్ ఆపర్చునిటీ కానీ లేదంటే ఇంటర్న్షిప్ అట్లాంటి లేదంటే ఫ్రెండ్స్ దాంట్లో పెట్టే ఆప్షన్స్ ఏమైనా నార్మల్లీ ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు మా దగ్గర ఉన్న స్టూడెంట్ ఇక్కడ కూడా మీరు చూసి చూసుంటారు బ్లాక్ షర్ట్స్ వేసుకొని ఉన్న వాళ్ళు ఇప్పుడు మా ప్రీవియస్ బ్యాచెస్ నుంచి ఈ ఫోటోఫీ నాకు వచ్చిన వాళ్ళు ఎనభై రెండు మంది వచ్చినారు మన వాళ్ళు ఓకే బ్లాక్ టీషర్ట్లు కనిపించినాయి కదా నిన్న so we also get them for practical tours like this along with that మాదే ఫోటోగ్రఫీ బిజినెస్ ఉంది అండ్ మనకు అందరు కాంటాక్ట్స్ ఉంటారు సో ఇప్పుడు ఫోటోగ్రఫర్స్కి సో మనము మనకున్న వాట్సాప్ గ్రూప్స్లో కూడా అప్డేట్ ఇస్తాం సార్ hmm. ఇట్లా ఉన్నారు స్టూడెంట్స్ ఎవరికైనా కావాలా అండ్ మీరు గమనిస్తే ప్రతి స్టూడెంట్ మన దగ్గర వచ్చిన వాళ్ళు ఏపీ తెలంగాణ ప్రాంతాల నుంచి వచ్చి ఉన్నారు hmm. అండ్ వీళ్ళు ఎట్లా చేస్తారంటే ఇప్పుడు లోకల్గా మా దగ్గర ఉన్నారు అనుకోండి ఎగ్జాంపుల్కి లోకల్ స్టూడియోస్కి వెళ్ళడానికి వీళ్ళకి ఒక ఆథరైజేషన్ లెటర్ మా ఐడి కార్డ్ ఇస్తాం ఓకే సో వీళ్ళకి మార్నింగ్ టెన్ టు వన్ ఉంటుంది class some people go for a part time job okay అన్న నేను నేర్చుకున్నా మీ స్టూడియోలో ఏదో ఒకటి చేయండి ఎందుకంటే ప్రాక్టికల్ వర్క్ తెలియాలి సి ఇప్పుడు మన ఫోటోగ్రఫీ రంగం ఎట్లా కోర్గా పనిచేసిన వాళ్ళకి అర్థమవుతుంది very good it's not just event photography passport size నుంచి స్టూడియో కటింగ్ ఎక్స్పోజింగ్ అన్నిటి నుంచి ఐడియా రావాలి అండ్ వాళ్ళకి ఆల్బమ్ డిజైనింగ్ ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా ఉంటుంది అండ్ మన కోర్స్ కూడా ఎట్లా పెట్టినామంటే ఫైవ్ మాడ్యూల్స్ కింద ఉంటుంది first one is about understanding camera technicality composition ex emotional value ఇది బేసిక్ హాబీస్ వాళ్ళకి అనుకుంటుంది hmm. సెకండ్ మాడ్యూల్లో వీళ్ళకు food product jewellery then fashion photography Godox lights వాడడం స్పీడ్ లైట్స్ వాడడము అండ్ ఈవెంట్కి వెళ్తే ఎట్లా షూట్ చేయాలి ఈ ఫైవ్ కవర్ అవుతాయి థర్డ్ మాడ్యూల్లో ఈ ఫోటోషాప్లో ఎడిటింగ్ ఎట్లా చేయాలి ఆల్బమ్ ప్రిపేర్ ఎట్లా చేయాలి camera raw and Lightroom processing so printing దాకా వాళ్ళకి రావాల్సింది ఫోర్త్ మాడ్యూల్లో ఇంత పని వచ్చు కదా how to make revenue out of it ఇది ఇది ఇది చాలా తక్కువ మంది నేర్పిస్తారు అంటే నా బ్యాక్గ్రౌండ్ ఇది ఎంబీఏ నేను ఫినాన్స్లో హెచ్ఆర్లో వర్క్ చేసి ఉండే డెలాట్లో I work for three years Genpact two years work చేసినాను సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను గమనించింది ఏంటంటే స్టూడెంట్స్కి ఆ కాన్ఫిడెన్స్ ఉండదు జనరల్లీ మన వాళ్ళని కూడా మీరు చూస్తే ఇట్లా పబ్లిక్ స్పీకింగ్ అని మైక్ పట్టుకొని మాట్లాడాలన్నా ఒక భయం ఉంటుంది నాకు పర్సనలీ నేను ఎదుర్కొన్న సవాళ్ళలో అది కూడా ఒకటి కాబట్టి in fact you also would have everybody would have gone through that so వాళ్ళకి ఏం చేస్తాము ప్రాక్టికల్గా ఫోర్త్ మాడ్యూల్లో బిజినెస్ అంటే ఏంటి వాల్యూ hmm. అడిషన్ ఏంటి ఇది సిలబస్లో లేదు కానీ వాళ్ళు మాకు సిలబస్లో యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే సబ్జెక్ట్ వేరేది కానీ నా ఆర్గ్యుమెంట్ ఏముండిందంటే ఒకేషనల్ అంటే వాళ్ళకి ఇది రావాలి ఇప్పుడు నేను ఒక చోట పంపించి కస్టమర్ దగ్గర నువ్వే మాట్లాడు నేను బిజీ ఉన్నా అంటే సార్ మీరే మాట్లాడాలంటే కాని పని అండ్ వాళ్ళు కూడా సొంతంగా రేపు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కస్టమర్ని సెంట్రిక్గా చూడాలి సో ఆ డిస్కషన్స్ నెగోసియేషన్స్ అగ్రిమెంట్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ సార్ట్అవుట్ చేసుకోవడము కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా దాంట్లో ఉంటుంది అంటే దీనికి సిలబస్ అంటూ ఏం లేదు అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు మనం నేను స్టార్ట్ అయ్యి ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలో ఉన్నాను అంటే మన త్రీ స్టూడియోస్ కానీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ బిజినెస్ కానీ నాకు పర్సనలీ ఉంది ఇప్పుడు మనం ట్రైన్ చేసినప్పుడు స్టూడెంట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం మన టీంలో ఉండేవాడు ఎలా ఉండాలి మనకు తెలుసు అండ్ మన ఫీల్డ్కి కూడా ఇది ఒక వాల్యూ అడిషన్ ఎందుకంటే మనం ప్రాక్టికల్గా చూసే ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి ఎథిక్స్ కావచ్చు వాల్యూస్ కావచ్చు టైంకి పేమెంట్లు రాలేకపోవడం కూడా ఒక సమస్య అని కస్టమర్ని కూడా నువ్వు టైంకి పని ఇచ్చినావు అంటే టైంకి అడగలవు ఈ స్టాండర్డ్ నేను నేర్పించాలనుకున్నాను సో అది ఫోర్త్ మాడ్యూల్లో ఉంటుంది అండ్ ఫిఫ్త్ మాడ్యూల్ ఏంటంటే వీళ్ళ కమ్యూనికేషన్ ఎబిలిటీ కోసం మా క్లాస్లోనే ఏం చేస్తామంటే ఇప్పుడు say roll number one to forty ఉన్నారు ఒక్కొక్క టాపిక్ తర్వాత ఒక బై వీక్లీ ఒక రోజు ఉట్టి మాట్లాడడానికి పెడతాం అంటే దాని ప్రెజెంటేషన్స్ అంటే ఇప్పుడు సడన్గా మన ముందు పది మంది ఉన్నారంటే ఆ భయం పోవాలనేది మా లక్ష్యం so what we make is వాళ్ళని నిలబెట్టి ఇప్పుడు వైట్ బ్యాలెన్స్ ఏంటి మీటరింగ్ ఏంటి వాళ్ళు చెప్పాలి అంటే role play it will be sort of like మేము ర్యాగింగ్ అని అంటాం మా క్లాస్లో కానీ ఒకరు నించుంటారు రోల్ నెంబర్ వన్ నించున్నప్పుడు anybody can ask any question అట్లా ఒక ఐదు క్వశ్చన్స్ ఇట్లా ఒక రెండు రోజులు మూడు రోజులు అట్లా ఉంటుంది నాలెడ్జ్ లాగా కూడా ఉంటుంది ఎందుకంటే నేను క్లాస్లో కూడా మా పిల్లలు చెప్తాను ప్రాక్టికల్గా మీరు బయటకు వెళ్ళినప్పుడు ప్రతి కస్టమర్ ఒక ఇంటర్వ్యూ తీసుకుంటాడు మీరు మనం ఇప్పుడు పెళ్లి ఈవెంట్కి వెళ్తే చూడండి పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్తే మా నాన్నగారు మా బావగారు మా అక్క మా వదిన అని నలుగురు ఐదుగురు సోఫాలో కూర్చొని ఈ ఒక్కడు కూర్చొని మాట్లాడతాడు this is how it happens and వీళ్ళ దగ్గర ఏ క్వశ్చన్ వస్తుందో తెలియదు hmm. బాబు ప్రింట్ ఏమి ఇస్తావు కస్టమర్కి కూడా ఇప్పుడున్న ఇంటర్నెట్ వల్ల బాబు సెవెన్ ఆర్ ఎం త్రీ అంట కదా ఏంటి దే లాస్ట్ యూ ఇప్పుడు నీ దగ్గర కెమెరా ఉండకపోవచ్చు కస్టమర్కి మీరు చెప్పగలగాలి మా దగ్గర స్కిల్ ఉంది it's not about camera we're not trying to bluff you and uh straightforwardness confidence స్టూడెంట్లో లేకపోతే రేపు he cannot be an entrepreneur is my argument అది so that value addition we're doing and ఇంకో చిన్న క్వశ్చన్ అన్నారు ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ లో నుంచి ఫోటోగ్రఫీకి వచ్చారని ఎందుకు అని ఒక రీజన్ తెలుసుకోవచ్చు నాకు ఇష్టం ఉండే నాకు నాకు ఒక కార్పొరేట్ ఎంప్లాయీగా చాలా లేకుండే <laughs> అంటే మరీ మరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ అంటే photography was my passion since childhood I could not realise it ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ మనిషికి ఫస్ట్ చాలామంది నాలాగా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళకి కూడా చాలామందికి ఉంటుంది అంటే ఫోటోగ్రఫీ ఈజ్ నాట్ ఆర్థడాక్స్ ఇప్పుడు బీటెక్ అయిపోతే ఇంజనీర్ సిఏ అయిపోతే నువ్వు చార్టెడ్ అకౌంటెంట్ ఇవన్నీ మనం బీఎస్సీ బీకామ్ ఇవన్నీ వింటా ఉన్నాం కానీ ఫోటోగ్రఫీ ఇప్పుడు కొన్ని కోర్సెస్ ఆర్థడాక్స్ కావు రేర్ స్పీసీస్ ఉంటారు ఫ్యాషన్ డిజైనర్లు కుక్ షెఫ్ ఫ్యాషన్ బాగున్న వాళ్ళకి ఆ పిచ్చి అర్థమయ్యేటోళ్ళకి అర్థమవుతుంది అది తో మ్యూజిక్ కానీ ఏదైనా కావచ్చు ఇది నాకు ఉండింది కానీ ధైర్యం సరిపోలే ఇనిషియల్ పాయింట్లో అయితే మా ఫ్రెండ్ కౌశిక్ అని ఒక ఆయన ఉండే ఆయన నేను ఈగల్ దోమలు తీస్తున్నా నా పెళ్ళిది అన్నాడు ధైర్యం సరిపోలే but still because of Kaushik I was motivated and Kaushik నాకు ఇన్స్పైరేషన్ ఏమి ఇచ్చినాడంటే వాళ్ళు ఎవరినైతే హైర్ చేసుకున్నారో ఆ ఫోటోగ్రాఫర్ది ఎంగేజ్మెంట్కి అయిపోయింది ఓకే పెళ్ళికి నన్ను తీయమని చెప్పి ఇంకా డబుల్ చేసిండు నాకు డబ్బులో దేమొద్దు నేను ఉరికే తీస్తా అనే పాయింట్లు ఉండే so he paid me double of what we spoke అంటే నాకు నాకేం ఇన్స్పిరేషన్ వచ్చింది అరే చాలా ఏదో ఉంది లేదంటే ఎందుకు ఇస్తాడు so then I realise there is money in this చాలా మందికి ఉండే అపోహ కూడా ఈ పనిలో డబ్బు రావచ్చా లేదా అండ్ ఇది నేను మెల్లమెల్లగా కాలక్రమేణా నేర్చుకున్నది ఏంటంటే ఒక హెయిర్ కట్ పాయింట్ నుంచి కూడా జావేద్ హబీబ్ లాంటి బ్రాండ్ చూడండి they have such a big franchise ఇప్పుడు ఎవరైనా వచ్చి నాన్న నేను సలూన్ హెయిర్ కటింగ్ చేస్తాను అంటే ఏ తండ్రి ఒప్పుకోడు కరెక్ట్ కానీ look at bigger picture like Jawed Habib కదా look at bigger picture like Jawed Habib there are so many franchises ఎనిమిది వందల పైన ఫ్రాంచైజెస్ కొన్ని కోట్ల అధిపతి ఏం చేసినాడంటే హెయిర్ కట్ చేసినాడు అని చెప్పారు అట్లా ఏ వృత్తి తక్కువ కాదు and photography I see so many opportunities after we start ఒకసారి ఇవి కూడా మీరు చూస్తే if you can show it on the camera ఇప్పుడు మేము వర్క్షాప్స్ కండక్ట్ చేసినవి కూడా గతంలో కొంతమంది ఫోటోగ్రాఫర్స్తో మేము షేర్ చేసి వర్క్ చెప్పడం అనేది జరిగింది అండ్ మా కొలాబరేషన్స్ కూడా ఎట్లా ఉంది అంటే రానే ఉన్న రోజుల్లో ఈ ఫీల్డ్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళతోని మేము డిస్కషన్స్ పెట్టి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని కూడా షేర్ చేసేటట్లు పెడతాం అండ్ ప్రస్తుతం అది జరిగేది గవర్నమెంట్ బ్యాచ్ ప్రకారంగా third branch third batch and ప్రైవేట్గా థర్టీన్త్ బ్యాచ్ ఇప్పుడు మాది జరిగేది అది అండ్ బెస్ట్ పార్ట్ అండి అది అంటే this is applicable to everybody ఎవరైతే వాళ్ళ ఏజ్లో ఏమైనా చేయాలనుకొని చేయకుండా ఆగిపోయినారో వాళ్ళకు కూడా చాలా మంచి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది చూసారు కదండి ఇప్పుడు మన మూమెంట్స్ ఫోటోగ్రఫీ శ్రవణ్ గారి దగ్గర ఏంటి అంటే నార్మల్గా మీరు ప్రతి ఇన్స్టిట్యూట్లో చూస్తే ఎక్కడైనా కూడా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ కూడా కొన్ని కొన్ని ఇన్స్టిట్యూట్లో ఉండొచ్చు కాకపోతే ఏంటంటే వాళ్ళకి sellable skills presentation skills motivation ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి ఎలా ఫేస్ చేయాలి అంటే ఇప్పుడు ఓన్లీ స్కిల్ నేర్చుకోవడమే కాదు ఆ ఎగ్జిక్యూషన్లో కూడా వాళ్ళు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్కి కరెక్ట్గా వాళ్ళకి ఫుల్ ఎక్విప్డ్గా వాళ్ళని తీసుకెళ్ళడమే కాకుండా దానికన్నా ముందు ట్రయల్ బేసిస్లో వాళ్ళకి ఇంటర్న్షిప్ కానివ్వండి ఇట్లాంటి ఆపర్చునిటీస్ ఇస్తూ కూడా నేర్పించి ఒకేషనల్ అంటే ఇంతకుముందు ఒక చిన్న మాట అన్నారు ఏంటి అంటే he has started finance background నుంచి వచ్చి ఒక ట్వెల్వ్ ఇయర్స్ ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలో end to end everything lighting దగ్గర నుంచి ప్రింటింగ్ వరకు డ్రోన్ టెక్నాలజీ అని టెక్నాలజీ అని అన్నీ నేర్చుకొని he with his passion he started this academy ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో రాజమండ్రిలో రెండు ప్లేస్లలో బ్రాంచ్లు పెట్టేసేసి ఒక చిన్న పాయింట్ ఏమని చెప్పాడంటే అంటే నార్మల్గా ఎవరైనా కూడా చాలామంది ఇంట్లో కూర్చొని బీటెక్ అయిపోయిన వాళ్ళు కూడా జాబ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు లేదు ఇంటర్ అయిపోయి నార్మల్గా ఏంటి అంటే ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్లోకి వెళ్ళిపోయి అన్ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేషన్ అక్కడ ఆపేసి ఉండి ఉంటారు ఈవెన్ ఏమన్నారంటే నేర్చుకోవాలి అనే ప్యాషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఫోటోగ్రఫీలో చాలా హ్యూజ్ మనీ ఉంది హ్యూజ్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి eighth class even eighth class ఉండి డెసిగ్నేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ సర్టిఫైడ్ డిప్లొమా కోర్స్ అనేది ఈ మూమెంట్స్ ఫోటోగ్రఫీ వాళ్ళు అందిస్తున్నారు ఈ కోర్స్ తర్వాత వాళ్ళు సర్టిఫికేషన్ ఇచ్చి ఇంకొకటి ఏంటి అంటే ప్లేస్మెంట్ ఆపర్చునిటీ ప్లస్ తనకున్న నెట్వర్క్లో తన వంతు సాయంగా ఏంటి అని అంటే తనకున్న ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ మిత్రులందరితో మాట్లాడి వాళ్ళ ఉన్న ఏరియాలోనే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరీంనగర్ ఉంది లేదంటే నిజామాబాద్ ఉంది ఆ ఏరియాలోనే వాళ్ళ దగ్గర ఉన్న అక్కడ ఫోటోగ్రాఫర్స్తో కనెక్ట్ చేపించి అక్కడ ప్రాక్టికల్ లెర్నింగ్ ఇప్పిస్తూ మరియు తర్వాత ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ఇస్తూ ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇటువంటి ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలామందికి అంటే మీ మీ దగ్గరలో ఉన్న మీ ఫ్రెండ్స్ కానివ్వండి ఎవరైనా స్టూడెంట్స్ అవనండి irrespective of gender anyone who want and ప్యాషన్గా నార్మల్గా ఎవరైనా జాబ్ చేస్తూ నార్మల్గా ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ మీద ప్యాషన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో కూడా వీళ్ళ సర్వీస్ అనేది మీరు తీసుకోవచ్చు వేరియస్ ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి వీళ్ళ social media handles moments photography అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా వీళ్ళ డిస్క్రిప్షన్లో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ చేసి ఉంటుంది అండ్ ఎవ్రీ uh, టైం ఇప్పుడు చిన్న వాళ్ళ ఒక మెసేజ్ కూడా ఉంది క్లాస్ అని చెప్పేసి mobile number double nine four nine five double nine four nine five five seven eight seven three two ఈ నెంబర్కి క్లాస్ అని చెప్పి పంపించేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అన్ని కూడా షేర్ చేయడం జరుగుతుంది ఎటువంటి అసిస్టెన్స్ ఉన్నా కావాలన్నా కూడా you can contact moments photography thank you KBK hospital presence Photofina twenty twenty three ఎక్స్పోలో ద అడ్రస్ కన్వెన్షన్ జరుగుతుంది ఇక్కడ మనతో పాటు గోపీకృష్ణ గారు మేఘాలయ డిజిటల్ నుంచి ఉన్నారు వీళ్ళు ఏంటంటే నార్మల్గా చాలామందికి క్రియేటివ్ బిజినెస్ క్రియేటివ్ గిఫ్టింగ్లోకి వెళ్ళాలని చాలామందికి ఉంటుంది అటువంటి వెళ్ళాలనే వాళ్ళందరికీ కూడా డిఫరెంట్ గిఫ్టింగ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఆపర్చునిటీసే కాకుండా బీటూసీ బీటూసీలో ఎవరైనా మీరు నార్మల్గా బర్త్డేస్ కానివ్వండి యానివర్సరీ కానివ్వండి వర్క్ ప్లేస్లో మీ టీమ్ మెంబర్స్కి మంచి మంచి గిఫ్ట్స్ ఇవ్వాలి అని అంటే ఆ గిఫ్ట్స్ అన్ని కూడా క్రియేటివ్ క్యారికేచర్స్ రూపంగా వీళ్ళ దగ్గర ఒక కొత్త టెక్నాలజీతోని ఐటమ్స్ అనేవి వీళ్ళు తయారు చేసి చేయగలుగుతున్నారు మనం గోపికృష్ణ గారితో మాట్లాడదాము గోపికృష్ణ గారు చెప్పండి మన దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి ఎట్లాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎట్లా మనము ఏమంటారు ఆన్లైన్లో కానివ్వండి ఆఫ్లైన్లో కానివ్వండి ఎట్లా సేల్ చేస్తున్నాం ఏంటి ఒకసారి ఐడియా ఇవ్వండి అందరికీ నమస్తే అండి ఈరోజు మనకు ఏదైనా ఒక ఈవెంట్ జరిగినప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ అనేది కావాలి సో దాంట్లో అందరూ కూడా కొత్తదనం అనేది కోరుకుంటున్నారు దానిలో భాగంగానే ఇక్కడ మీరు చూస్తున్న విధంగా దీన్ని మనం క్యారీ క్యాచర్ అంటాం సో ఈ క్యారీ క్యాచర్ అనేది మీరు ఆన్లైన్లో చూసి ఉండొచ్చు కానీ మా ప్రత్యేకత ఏంటంటే దీన్ని నైట్ విజన్లో కూడా మీరు చూడొచ్చు అంటే ఇక్కడ మనం డే విజన్ మీరు చూస్తున్నారు ఇదే క్యారీ క్యాచర్ని మీరు నైట్ విజన్లో కూడా కనిపించే విధంగా గ్లో ఇన్ డార్క్ అనే ప్రోడక్ట్ని మేము ప్రవేశపెట్టాం ఇది మీకు ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్లో కూడా మీకు దొరుకుతుంది ఇది ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి మీకు నేను చూపిస్తాను సో మనకు ఈ క్యారీ క్యాచర్ కాకుండా మీకు టేబుల్ టాప్ యాకిల్కి కూడా మేము ప్రవేశపెట్టాం ఇది కూడా మీకు నైట్ విజన్లో కనిపిస్తుంది ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే మీకు అది ఏదైనా లైట్ని అబ్జర్వ్ చేసుకుని ఆ లైట్ ఆగిపోయిన తర్వాత మీరు చూస్తున్న విధంగా ఇది మీకు చీకట్లో కనిపిస్తుంది ఇదే కాకుండా దీంట్లో చాలా రకాల మోడల్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా మనకు glow and dark mount frames కూడా మనం చేయడం జరిగింది ఇది కాకుండా ఇదే యాకిలిక్లో సో గోల్డ్ ఫాయిల్ ఇందా మీరు చూసిన టేబుల్ టాప్ యాకిలిక్ ఇది కూడా టేబుల్ టాప్ యాకిలిక్కే కానీ దీంట్లో మనకు ఇక్కడ చూడండి మీ నేమ్స్ అనేది ఈ విధంగా గోల్డ్ కలర్లో కనిపిస్తుంది సో ఈ విధంగా మీకు మార్కెట్లో ఎక్కడా లేనటువంటి ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ను మేము ప్రవేశపెట్టాం మీరు ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఇది డాక్టర్స్కి సంబంధించింది క్యారికేచర్స్ క్రియేటివ్గా డాక్టర్ థీమ్స్గా బేసిస్లో చేశారు డాక్టర్స్కనే కాకుండా various people different different professions వాళ్ళందరూ కూడా వీళ్ళ దగ్గర మల్టిపుల్ మనం ఇక్కడ డిస్ప్లేలోకి వెళ్ళిపోతే multiple different different people for different ఒకేషన్స్కి ఫర్ ఎగ్జాంపుల్ నర్స్కి కానివ్వండి హ్యాపీ బర్త్డే విషెస్ కానివ్వండి చిన్నపిల్లలకి చిన్నపిల్లలకి మిలిటరీ ఎక్విప్మెంట్ లాగా చిన్నపిల్లలకి మిలిటరీ ఎక్విప్మెంట్ లాగా కానివ్వండి మిలిటరీ అటైర్లో అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషనల్ పీపుల్కి కార్పొరేట్ పీపుల్కి గిఫ్టింగ్ ఇవ్వడానికి ఇలా ఇలా అన్ని కూడా మీరు మీరు ఏంటి సార్ ఇప్పుడు ఈ ఫోటో మనక మీకు ఇచ్చినట్టయితే మీరు ఇట్లా కస్టమైజ్ చేసి వాళ్ళ క్యారికేచర్ చేసి పంపిస్తారా మీరు ఇది ప్రాసెస్ ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి ఈ క్యారికేచర్లో ఆల్రెడీ మా దగ్గర బాడీస్ రెడీగా ఉంటాయి ఈ ఫేస్ అనేది త్రూ మేము కొన్ని స్పెషల్ సాఫ్ట్వేర్స్ ఉపయోగించి మీ ఫేస్ని కూడా ఈ విధంగా క్యారికేచర్ వచ్చేలా చేసి దాన్ని మీకు ఒక ఇమేజ్ని తయారు చేసిన తర్వాత ప్రోడక్ట్ మీకు ఇలా ఇవ్వడం జరుగుతుంది సో ఈ ప్రోడక్ట్స్ అనేది మీరు రిటర్న్ గిఫ్ట్స్ కూడా మీరు చేసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన నిఖిల్ గారు చెప్పినట్టుగా మీరు ఏదైనా కార్పొరేట్ గిఫ్టింగ్లో అంటే మీ దగ్గర ఒక వంద మంది ఎంప్లాయీస్ ఉండొచ్చు సో వంద మంది ఎంప్లాయీస్ కూడా ఒక్కొక్క మనిషికి ఒక క్యారికేచర్ కూడా మేము చేసి ఇవ్వడం జరుగుతుంది ఇంకో చిన్న క్వశ్చన్ ఏంటంటే సార్ అందరికీ జనరల్గా ఈ క్యారికేచర్స్ క్రియేటివ్ గిఫ్టింగ్ అంటే లాట్ ఆఫ్ థింగ్స్ ఏంటి అంటే చాలా కాస్ట్లీ ఉంటాయి అని చెప్పి ఒక అపోహ ఉంటుంది మన దగ్గర ప్రైస్ రేంజ్ ఎలా స్టార్ట్ అవుతుంది సో మన దగ్గర వచ్చి ఇది చాలా లీస్ట్ ప్రైస్ ఉంది ఇంక్లూడింగ్ ప్రింటింగ్తో కలిపి రెండు వందల యాభై రూపాయలు స్టార్ట్ చేస్తూ ఉన్నది అంటే మీకు ఒక స్టాండ్ అలాగే acrylic frame with printing caricature చేసినటువంటి వర్క్ చేసినటువంటి ఫైల్తో కలిపి మనం బేసిక్గా రెండు వందల యాభై నుంచి స్టార్టింగ్ ఉంది కస్టమర్స్కి అదే రేట్లో అందుబాటులో ఉంది సార్ బీ టు బీ ఎవరైనా కొత్త బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఆపర్చునిటీ ఎంత డిఫరెన్స్ ఉంటుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మనకి మార్కెట్లో ఎంత మార్జిన్ రాగా ప్రాఫిట్ మిగిలే అవకాశం ఉంటుంది చేసుకోవచ్చండి యాక్చువల్లీ మీకు ఏంటంటే మీరు బీటీబీ లేదంటే మీరు మీ కస్టమర్స్ చేసుకోవాలనుకున్నప్పుడు దీంట్లో మీకు ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ అనేది మార్జిన్ మీకు ఇస్తా ఉండదు ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక two hundred and fifty rupees తీసుకొని మీకు ఆల్మోస్ట్ ఒక market price five hundred six hundred rupees వరకు అమ్ముకోవచ్చు యాక్చువల్లీ ఆన్లైన్లో చూసుకుంటే మీకు ఈ టైప్ ఆఫ్ వర్క్ అనేది minimum six hundred to maximum thousand rupees ఉంది ఓకే సో మెయిన్ మా ఎజెండా ఏమిటంటే ఈ రోజున ఫోటోగ్రఫీ చేసే ఫోటోగ్రాఫర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరికి స్టూడియోస్ ఉన్నాయి అంటే పాస్పోర్ట్స్ వ్యాపారంతో పాటుగా ఈ గిఫ్టింగ్ చేసుకోవడం కూడా ఇవన్నీ కూడా ఇంక్జెట్ ప్రింటింగ్తో పనిచేస్తాయి అంటే మీ దగ్గర ఉన్నటువంటి అంటే ఫోటోగ్రాఫర్స్కి ఉన్నటువంటి నార్మల్ ప్రింటర్స్తో కూడా వాళ్ళు వర్క్ చేసుకుని ఆదాయం సంపాదించుకోవచ్చు మన గోపికృష్ణ గారు ఏంటి అని అంటే ఫోటోగ్రాఫర్స్ ఉన్నవాళ్ళు స్టూడియో ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా అక్కడే వాళ్ళ గిఫ్టింగ్ ఒక యూనిట్ స్టార్ట్ చేసుకొని చేసుకునేటట్టు ఆపర్చునిటీ ఇచ్చారు ఇంకో చిన్న క్వశ్చన్ ఏంటంటే కస్టమర్స్ ఎవరైనా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి లేదంటే మీ ఫోన్ నెంబర్ కానీ మీ డీటెయిల్స్ కానీ ఏమైనా చెప్పగలుగుతారా తప్పకుండా అండి యాక్చువల్గా నాది మెయిన్ బ్యానర్ వచ్చి మేఘాలయ డిస్ట్రస్ కానీ ఈ ఫోటోగ్రఫీకి వచ్చి ఫోటో గిఫ్ట్ షాపీ అనే ఒక పేరు పెట్టడం జరిగింది దీని నెంబర్ వచ్చి double nine double six double two nine four five nine so ఇది మెయిన్ ఆఫీస్ రాజమండ్రిలో ఉందన్నది రాజమండ్రిలో ఉన్నప్పటికి కూడా మీకు భారతదేశం మొత్తం మీద ఎక్కడికి కావాల్సిన సరే మేము కొరియర్ చేస్తాం థ్యాంక్ యూ సార్ చూశారు కదండి మనకి మేఘాలయ డిజిటల్ వాళ్ళ లాట్ ఆఫ్ థింగ్స్ ఇప్పుడు మీరు క్యారికేచర్ చూశారు క్యారికేచర్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చూశారు and gifting items glow in the dark dark in the glow glow in the dark అని చెప్పేసి అంటే సెల్ఫ్ రిఫ్లెక్షన్ మనం ఏదైతే లైట్ ఉంటుందో ఆ లైట్ని అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ అదే లైట్ని రిఫ్లెక్ట్ చేస్తుందంట అంత మంచి క్రియేటివ్ గిఫ్టింగ్ కోసం అక్రాస్ ది ఇండియా వాళ్ళు షిప్ చేస్తున్నారు డెలివరీ చేస్తున్నారు లీస్ట్ ప్రైజింగ్ సార్ చెప్పినట్టు టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళ వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి టూ డేస్లో మీరు డెలివరీ కూడా తీసుకోవచ్చు లాట్ ఆఫ్ టైమ్స్ నేను కూడా ఒక త్రీ ఫోర్ టైమ్స్ కూడా సార్ దగ్గర పర్చేజ్ చేయడం జరిగింది మంచి అవుట్పుట్ మంచి క్వాలిటీతో కార్పొరేట్ దాంట్లో అండ్ స్టూడెంట్స్ కానివ్వండి ఎవరైనా if you want to start your own part time part టైమ్గా మీరు ఏదైనా వెబ్సైట్ లాంటిది ఏదైనా క్రియేటివ్ గిఫ్టింగ్ స్టార్ట్అప్ లాగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకు కూడా సార్ వాళ్ళు బీ కూడా సపోర్ట్ అందజేయడం జరుగుతుంది వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ ఒక six hundred to thousand plus models of caricatures ఉన్నాయి thank so much sir thank for visiting at Photofina have a good models presence Photofina twenty twenty three advice కన్వెన్షన్లో జరుగుతుంది అందులో భాగంగా మనం ఇక్కడ ఏంటి అంటే అశోక్ ఇన్ఫోటెక్ అశోక్ గారితో ఉన్నాము జనరల్గా మీరు చూస్తుంటారు కెమెరాస్లో కెమెరాస్ లైటింగ్ ఎక్విప్మెంట్ దాని తర్వాత కొత్త technology twenty first century almost అంతా కూడా చూసేది ఏంటంటే డ్రోన్ టెక్నాలజీ అనేది నడుస్తుంది ఎక్కడ చూసినా కూడా మీరు డ్రోన్స్ డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్లో అగ్రికల్చర్లో కానివ్వండి మెడిసిన్లో కానివ్వండి షూటింగ్లో కానివ్వండి జొమాటో డెలివరీలో కానివ్వండి ప్రతి ప్లేస్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ యూస్ కేసెస్లో డ్రోన్స్ అనేవి వాడుతున్నారు ఈ డ్రోన్ అనే సబ్జెక్ట్లో ఇప్పుడిప్పుడు అందరికీ అవేర్నెస్ వచ్చింది దానికన్నా ముందు ఆల్మోస్ట్ ఒక ఎయిట్ ఇయర్స్ దగ్గర నుంచి అశోక్ గారు మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి పోలీసులకు కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి కెమెరా ప్రొఫెషనల్స్కి స్టూడెంట్స్కి చాలామందికి ట్రైనింగ్ ఇస్తూ అపార్ట్ ఫ్రమ్ ట్రైనింగ్ కూడా సేల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు అశోక్ గారి మాటల్లో తెలుసుకున్నాము సార్ ఇప్పుడు ఈ డ్రోన్ టెక్నాలజీ ఇప్పుడు డ్రోన్లో ఏ టైప్స్ ఆఫ్ డ్రోన్స్ ఉంటాయి అండ్ ఏ రేంజ్ నుంచి నార్మల్గా ప్రైజింగ్ స్టార్ట్ అయింది ఉంటుంది ఎయిట్ ఇయర్స్ బ్యాక్ వచ్చేసరికి డ్రోన్ కొనాలి అంటే చాలా కష్టంగా ఉండేది ఎక్కడ సేల్ చేస్తారో తెలియదు అలాగే నేర్చుకోవాలి అన్నా కూడా ఎక్కడ ట్రైనింగ్ సెంటర్స్ లేని పొజిషన్ ఉంది ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్దీ ఇప్పుడు వచ్చే డ్రోన్స్ కొనడం ఈజీగా ఉంది యూజ్ చేయడం ఈజీగా ఉంది సో ఇక్కడ ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్కి ఎలాంటి డ్రోన్ కావాలి ఎంత ప్రైసింగ్ నుంచి వస్తుంది అనేవన్నీ కూడా మేము ఇక్కడ మా స్టాల్ నుంచి విత్ శాంపిల్ మోడల్స్తో సహా డెమో మోడల్స్తో సహా మేము అన్నీ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సార్ ఇప్పుడు ఇప్పుడు జనరల్గా చూసుకుంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు నేనున్నాను నార్మల్ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళకి ఎవరైనా క్యారీ చేసుకోవడానికి డ్రోన్ ఎంత రేంజ్లో స్టార్ట్ అవుతుందా అండ్ అది ఈజీగా ఆపరేట్ చేసుకోవడానికి ఉంటుందా ఎట్లా ఉంటుంది ఫర్ ప్రొఫెషనల్ యూజ్ కాకుండా పర్సనల్ యూజ్కి అయితే ఫిఫ్టీ టూ థౌజండ్ నుంచి డ్రోన్స్ పర్చేస్ చేయొచ్చు మినీ వర్షన్స్ ఈవెన్ వన్ డేలో నేర్చుకోవచ్చు వన్ డే నుంచి సెకండ్ డే నుంచి మీరు ఈవెన్ ప్రొఫెషనల్ షూట్స్ కూడా చేయొచ్చు ఓకే ఇప్పుడు డ్రోన్ వాడుతున్నప్పుడు కొన్ని కొన్ని అంటే ఏంటి అంటే కొన్ని పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి ఇట్లా ఇట్లా అని కొన్ని అబ్జెక్షన్స్ వింటూ ఉంటాం దానిపైన అంటే అది ఎలా ఉంటుంది ఏంటిదని చెప్పి దాని గురించి చెప్పిన క్లారిటీగా చెప్పగలుగుతారా టూ ఫిఫ్టీ గ్రామ్స్ కంటే తక్కువ వెయిట్ ఉన్న ఏ డ్రోన్ అయినా కూడా మనము పర్మిషన్స్ లేకుండా యూజ్ చేసుకోవచ్చు ఎక్కడైనా కూడా అండ్ అలాగే ఏదైనా కూడా ఫిఫ్టీన్ మీటర్స్ హైట్ లోపు యూజ్ చేసుకోవాలి సో మనము ఏదైతే మినీ డ్రోన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా two forty nine gram weight ఉంటాయి so below two four two fifty grams ఉన్నాయి కాబట్టి మనం ఎలాంటి పర్మిషన్ లేకుండా ఫిఫ్టీన్ మీటర్ సైట్ లోపు యూజ్ చేసుకోవచ్చు బట్ నో ఫ్లయింగ్ జోన్స్ ఉంటాయి ఎయిర్పోర్ట్స్ కానివ్వండి లేకపోతే జెడ్ కేటగిరీ సెక్యూర్డ్ హౌసెస్ కానివ్వండి ఇలాంటి దగ్గర మాత్రం మనం ఫ్లై చేయకూడదు ఫ్లై చేసినట్టయితే మన దానికి ఏమైనా కేసు లాంటిది అట్లా ఏమైనా ఉంటుందా లేదంటే డ్రోన్ పని చేయకుండా ఉంటుందా రాడార్ లాంటివి ఉన్న ప్లేసెస్లో అయితేనేమో డ్రోన్ సిగ్నల్ కట్ అయ్యి డ్రోన్ క్రాష్ అయ్యే అవకాశం ఉంది అలా కాకుండా ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే మాత్రం కేసు కూడా బుక్ చేసే ఛాన్సెస్ ఓకే సార్ డ్రోన్ నేర్చుకోవాలని ఆస్పిరేషన్ ఉన్న వాళ్ళకి మీ దగ్గర ఎటువంటి ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఎలా నేర్పిస్తారు ఆన్లైన్ మాడ్యూల్ ఉందా లేదంటే ఆఫ్లైన్ మాడ్యూల్ ఉందా ఎట్లా దాని గురించి వివరాలు చెప్పగలుగుతారా ఆ డ్రోన్ ట్రైనింగ్స్కి వచ్చేసరికి ప్రజెంట్ ఓన్లీ ఆఫ్లైన్ మాత్రమే ఉంది త్రీ డేస్ ట్రైనింగ్ సెషన్స్ ఉన్నాయండి త్రీ డేస్ ఫుల్ డేస్ ఉంటుంది జీరో నాలెడ్జ్తో ఇంతవరకు డ్రోన్ అసలు టచ్ చేయలేదు మేము డ్రోన్ దూరం నుంచి మాత్రమే చూసామనేవాళ్ళు మా దగ్గరకు వస్తే వాళ్ళ చేతికి వచ్చి ఫ్లై చేపిస్తాం సో ఎలాంటి భయము ఉండదు త్రీ డేస్ మంచి ఒక ప్రొఫెషనల్గా తయారు చేసి ఫోర్త్ డే రోజు వాళ్ళతో టెస్ట్ పెడతాం ఓకే ఈవెన్ ఒక చేజింగ్ సీన్స్ తీయాలన్నా మనం ల్యాండ్స్కేపింగ్ తీయాలన్నా కూడా ఈ త్రీ డేస్ బెస్ట్ సర్వీస్ తోటి నేర్చుకుంటారు అంటే దీనికి ఏమైనా ఏజ్ లిమిట్ ఉందా సార్ అంటే ఈ ఏజ్ వాళ్ళు నేర్చుకోవాలి లేదంటే దానికి రిక్వైర్మెంట్ ఉందా అండ్ ఆల్సో ఏజ్ లిమిట్తో పాటు దీనికి ఏమైనా మీ దగ్గర నేర్చుకున్న తర్వాత ఏమైనా సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఏదైనా ఉందా ఫస్ట్ నేర్చుకోవాలి అంటే ఎయిటీన్ ఏజ్ ఉండాలి అండ్ పాస్పోర్ట్ కలిగి ఉండాలి ఈ రెండు ఉంటే చాలు ఎవరైనా నేర్చుకోవచ్చు అండి అప్పర్ ఏజ్ లిమిట్ ఏం లేదు సో టెక్నాలజీ ఒక ఎడ్యుకేషన్ మనం నేర్చుకోవాలి అంటే అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఏం లేదు even sixty years sixty five years age వాళ్ళు కూడా నేర్చుకోవడానికి వస్తున్నారు అండ్ సర్టిఫికేషన్ వచ్చేసరికి డీజీసీ అప్రూవ్డ్ సర్టిఫికేషన్ కొన్ని ట్రైనింగ్ సెంటర్స్ హైదరాబాద్లో అవైలబుల్ ఉన్నాయి సో అక్కడ వాళ్ళ ఫీ స్ట్రక్చర్ని బట్టి మనం అక్కడ కనుక జాయిన్ అయితే ఫైవ్ డేస్ కోర్సెస్ అలా చేస్తే డీజీసీఏ ట్రైనింగ్ అప్రూవ్డ్ సర్టిఫికేషన్ వస్తుంది ఓకే మీ దగ్గర ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫీ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది ఎలా నేర్చుకోవాలి ఏ నెంబర్కి అప్రోచ్ అవ్వాలి ఏంటి దాని వివరాలు చెప్పగలుగుతారా మా దగ్గర ట్రైనింగ్ వచ్చేసరికి సిక్స్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుందండి three days programme three days programme అలాగే సర్వేస్ ఉన్నాయి మ్యాపింగ్స్ ఉన్నాయి ప్రొఫెషనల్గా ఆల్రెడీ డ్రోన్ యూజ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే three D survey three D survey and mapping సర్వీసెస్కి రావచ్చు అవి టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అలా ఉన్నాయి ఫీజెస్ ఫీ స్ట్రక్చర్ సరే ఇప్పుడు ఇంకొక చిన్న క్వశ్చన్ ఏంటి అని అంటే ఇప్పుడు డ్రోన్ నేర్చుకోవడానికి వచ్చారు నేర్చుకున్న తర్వాత మార్కెట్లో ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక డ్రోన్ను తీసుకెళ్ళి ఒక వన్ డే సర్వీస్గా ఫ్రీలాన్సర్గా ఇస్తే ఎంత సంపాదించవచ్చు లేదంటే ఎక్కడైనా జాబ్ లాగా జాయిన్ అయితే జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి ఎంత ఇన్కమ్ అనేది వాళ్ళు మేక్ చేసే అవకాశాలు ఉన్నాయి అండ్ ఎలాంటి సోర్సెస్ ఉన్నాయి దాని గురించి కొంచెం వివరంగా చెప్పండి ప్రజెంట్ యాక్చువల్గా వీడియోగ్రఫీలో వచ్చేసరికి చాలా మంది దగ్గర డ్రోన్స్ ఉన్నాయి వీడియోగ్రఫీలో వచ్చేసరికి approx per day six thousand to ten thousand rupees per day ఉంది వీడియోగ్రఫీలో వచ్చేసరికి అదే సర్వీస్ సర్వే అండ్ మ్యాపింగ్స్లోకి వచ్చేసరికి depends on the project and మనము even one day twenty five to thirty thousand కూడా మనం సంపాదించుకునే అవకాశం ఉంది సర్వే అండ్ మ్యాపింగ్స్లో ఎందుకు అంటే మార్కెట్లో ఇప్పుడు వంద మంది దగ్గర డ్రోన్స్ ఉంటే వంద మంది వీడియోగ్రఫీ చేయగలుగుతున్నారు కానీ ఒక అందు ఒక పది మంది కూడా సర్వే అండ్ మ్యాపింగ్స్లో లేరు అందువల్ల డిమాండ్ ఎక్కువ ఉందండి సర్వే అండ్ మ్యాపింగ్స్ దీనికి క్వాలిఫికేషన్తో సంబంధం లేదు జస్ట్ మనం డ్రోన్ సర్టిఫికేషన్ చేస్తుంటే దాంతో ఆపర్చునిటీస్ ఎక్కడైనా చేసుకోవచ్చా మ్యాపింగ్ అండ్ సర్వే అంటే ఇంగ్లీష్ చదవగలగాలి ఎయిటీన్ ఏజ్ ఉండాలి ఓకే మనకి పైలట్ సర్టిఫికేషన్ కోర్స్ చేసి ఉండాలి ఇప్పుడు మీ దగ్గర కోర్స్ తీసుకుంటే పైలట్ సర్టిఫికేషన్ అనేది వస్తుందా సార్ లేదు మాకు ఆర్పిటిఓ లేదు బట్ హైదరాబాద్ మన తెలంగాణలో మాత్రం ఒక ఫోర్ ట్రైనింగ్ సెంటర్స్ ఓకే వాళ్ళ దగ్గర ట్రైనింగ్ ట్రైనింగ్ తీసుకుంటే మీకు సర్టిఫికేషన్ వస్తుంది ఓకే కొన్ని ఇప్పుడు కొత్తగా వచ్చిన మార్కెట్లో ఉన్న కొత్త డ్రోన్స్ గురించి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ చేయగలుగుతారా యా సో రెగ్యులర్గా డీజే ఎయిర్ టు ఎస్ అనే డ్రోన్ ఉంటుంది ఇది రెగ్యులర్గా ఫోటోగ్రాఫర్స్ ఎక్కువ నైంటీ పర్సెంట్ మంది ప్రెసెంట్ యూజ్ చేస్తున్నారు ఇది five point four K resolution వస్తుంది వన్ ఇంచ్ సెన్సార్ తోటి ట్వంటీ మెగా పిక్సెల్ కెమెరా వస్తుంది సో మనం ప్రొఫెషనల్గా ఇది ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వరకు హైట్ వెళ్తుంది బట్ మనం లైసెన్స్డ్ ప్రకారం వన్ ట్వంటీ మీటర్ హైట్ వరకు వెళ్ళాలి అండ్ సిగ్నల్ స్ట్రెంత్ వచ్చేసరికి ట్వెల్వ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ వరకు ఇది సిగ్నల్ తీసుకుంటుంది ఇందులో టూ వేరియస్ రిమోట్స్ తోటి మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది ఒకటి రెగ్యులర్ వన్ రిమోట్ ఈ రిమోట్ వచ్చేసరికి మొబైల్ పెట్టుకో మొబైల్ కనెక్ట్ చేసి యూజ్ చేయాలి అంటే ఈ వీడియో ఈ డ్రోన్ నుంచి వచ్చే వీడియో లైవ్ ఫీడ్ అనేది ఈ రిమోట్లో ఉండే మన మొబైల్కి వస్తుంది అలాగే సేమ్ ఇదే మోడల్ డ్రోన్కి మనకి స్మార్ట్ రిమోట్ తోటి వస్తుంది స్మార్ట్ రిమోట్ ఏంటంటే ఇన్బిల్ట్ ఇంటిగ్రేటెడ్ డిస్ప్లే ఉంటుంది సో ఇక్కడ డ్రోన్ నుంచి వచ్చే వీడియో ఈ డిస్ప్లేలో కనిపిస్తుంది అలాగే దీని నుంచి హెచ్డిఎంఐ ద్వారా మనం లైవ్ అనేది వీడియో డిస్ప్లేకి కానీ ఇంటర్నెట్కి కానీ లైవ్ ఇవ్వచ్చు ఇది జనరల్ వీడియోగ్రఫీ డ్రోన్ అలాగే ప్రొఫెషనల్గా మూవీస్కి వెళ్ళాలి అంటే ఇన్స్పైర్ టూ అనే డ్రోన్ ఉంటుంది ఇన్స్పైర్ టూలో ఎక్స్ సెవెన్ కెమెరాతోటి మనం రా అవుట్పుట్ ఫుటేజీ రికార్డ్ చేయొచ్చు సో ఈ డ్రోన్ తోటి మనం మూవీస్కి కానీ అవుట్డోర్ ల్యాండ్స్కేపింగ్ కానీ చాలా బాగుంది హాబీ పర్పస్ యూజ్ చేసే వాళ్ళైతే ఎఫ్పీవీ పర్పసెస్ యూజ్ చేసే వాళ్ళైతే అవతా డ్రోన్ ఉంటుంది డీజేఐ నుంచి ఇది చాలా స్మాల్ ప్లేసెస్లో కూడా మనం ఫ్లై చేయొచ్చు అవతా డ్రోన్ వచ్చేసరికి మనము విఆర్ గోగుల్స్ పెట్టుకొని ఫ్లై చేయొచ్చు సో విఆర్ గోగుల్స్ పెట్టుకొని ఈ అవతా డ్రోన్ ఫ్లై చేయొచ్చు సో ఇక్కడ డ్రోన్ నుంచి వచ్చే లైవ్ ఫీడ్ అనేది ఈ విఆర్ గోగుల్స్కి వస్తుంది సో విఆర్ గోగుల్స్లో మనం ఆ విజువల్ ఎంజాయ్ చేస్తూ ఫ్లై చేయొచ్చు మా contact number double nine five nine five nine eight five nine ఎయిట్కి మీరు వాట్సాప్ చేసినా కాల్ చేసినా కూడా మేము రెస్పాన్స్ uh, ఇస్తాం thank you technical support engineer ఉన్నాను డేటా రికవరీ కంపెనీలో ఇది మాది ఇంటర్నేషనల్ కంపెనీ హెడ్ ఆఫీస్ దుబాయ్లో ఉంది సౌదీ ఇంకా ఒమాన్లో కూడా మా బ్రాంచ్ ఉంది ఇది కేనియాలో అబుదాబి అల్బష్రా హైదరాబాద్లో ఇది మాది ఫస్ట్ బ్రాంచ్ ఉంది సిటీసీ మార్కెట్లో అన్న మేము ఫిజికల్ ఎక్స్పర్ట్స్ ఉన్నాము హార్డ్ డిస్క్ కాలిపోతే కూడా ఫిజికల్ కింద పడితే కూడా ఇంకా memory card pen drive SSD server raids ఇది అన్ని రికవరీ చేస్తాం మేము ఇంకా ఏదన్నా చిప్ ఆఫ్ రికవరీ కూడా చేస్తాం మేము ఇంకా ఏదన్నా మేము ర్యామ్ సమ్వేర్ కూడా ఎక్సెప్ట్ ఉన్నాం సమ్వేర్ డేటా హ్యాక్ అయిపోయింది ఆన్లైన్ డేటా హ్యాక్ చేస్తారు కదా అది కూడా రికవరీ చేస్తాం మేము ఇంకా ఏందన్నా మేము రికవరీ అయిపోయిన తర్వాతనే పేమెంట్ తీసుకుంటాం ఫస్ట్ డయాగ్నోసిస్ ఛార్జెస్ ఫ్రీ ఉంది ఏం ఛార్జెస్ ఏం తీసుకోం మేము రికవరీ అయిపోయిన తర్వాతనే రికవరీ అయితేనే మేము ఛార్జెస్ తీసుకున్నాం అప్పటి వరకు రూపాయి కూడా తీసుకోం పాట సాయం చేస్తారు కొందరు గుడ్డ సాయం చేస్తారు కొందరు ఈ యొక్క ఫినాల్కు పాట సాయం చేస్తారు కానీ ఈ మూడు రోజులు అలు పెరగకుండా మరి ఇప్పలపల్లి రమేష్ అడగగానే మరి వచ్చి మూడు రోజుల నుంచి కూడా ఏమాత్రం మూటలు తీసుకోకుండా ఈ ప్రోగ్రామ్ అద్భుతంగా మాట సాయం చేసిన నేనైతే లక్షల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నా వ్యూస్ మీరు కోట్లలో కోట్లలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా అంతే కదా సరే ఓకే లో మన సుదీప్ చూద్దాం ఇప్పుడు ఈ ఫెలిసిటేషన్ కార్యక్రమం చేద్దాం చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ నేను కూడా చిన్నప్పుడు ఎప్పుడు చూడలేదు ట్వంటీ ఎయిట్ బట్ మాకు అవకాశం చాలా ఎంతో మందికి ఈ విధంగా ఫోటో వాళ్ళందరూ కూడా చూసుకోవడానికి బయట అంతా తీసుకొని జరగడం చాలా అదృష్టంగా భావిస్తుంది ఇలాంటి ఇంకా ఇంకా ఎక్కువ ఎక్స్పోజ్ చేసుకుని ఇంకా ముందు ముందు ఈ రాష్ట్రంలో అన్ని అన్ని స్టేట్లలో కూడా ధన్యవాదాలు నమస్తే అండి నా పేరు హరిమోహన్ భాగ్య మీడియా అండి హైదరాబాద్లో ఉన్నాం మేము యాక్చువల్గా మేము డ్రోన్స్ ఇండస్ట్రీలో ఉన్నామండి మెయిన్ ఫిలిమ్స్ షూట్ చేస్తూ ఉంటాం మా దగ్గర మ్యావిక్ దగ్గర నుంచి inspire two Mavic three cine అలాగే ఫ్లవర్ డ్రాపింగ్ డ్రోన్స్ అన్నీ ఉన్నాయండి మూవీ ఇండస్ట్రీలో మే major eighty percent of the movies మేమే చేస్తూ ఉంటాం యాక్చువల్గా దగ్గర దగ్గర హండ్రెడ్ మూవీస్ పైన చేసామండి వాల్టేరు వీరయ్య వీరసింహారెడ్డి పుష్ప ఏజెంట్ అలా మ్యాక్సిమం మూవీస్ అంతా గాడ్ ఫాదరు ఇవన్నీ సైరా ఇవన్నీ మూవీస్ అన్నీ చేసామండి లేటెస్ట్గా మేము ఫ్లవర్ డ్రాపింగ్ డ్రోన్ ఇంట్రడ్యూస్ చేసామండి ఈ డ్రోన్ ద్వారా మనం ఫ్లవర్స్ డ్రాప్ చేయొచ్చు అలాగే గార్లెండ్ను కూడా మనం ఇవ్వచ్చు అలాగే రింగ్ కూడా తీసుకెళ్ళచ్చు అలాగే ఎల్ఈడి డిస్ప్లేని కూడా స్క్రోలింగ్ డిస్ప్లే కూడా మనం ఎల్ఈడి స్క్రీనింగ్ డిస్ప్లే డిస్ప్లే కూడా మనము టో చేయించండి థ్యాంక్ యూ ఓకే ఇది ఫ్లవర్ డ్రాపింగ్ డ్రోన్ అండి దీన్ని మేము మా ఆలోచనతో మేము తయారు చేయించాం ఇదేమో దీని గురించి ఏమో అల్యూమినియం బ్యాగ్స్ బాక్స్ ఒకటి తయారు చేయించామండి దీన్ని ఇక్కడి నుంచేమో మనం ఫ్లవర్స్ అందులో వేస్తాం అనమాట దాంతోపాటు ఈ రిమోట్ ద్వారా మనం డ్రోన్ ఫ్లై చేస్తామండి మూమెంట్ అంతా ఇస్తాం ఈ రిమోట్ ద్వారా మనం ఫ్లవర్స్ డోర్స్ ఆన్ ఆఫ్ చేస్తామండి దీనికి మొత్తం ఫోర్ డోర్స్ ఉంటాయండి ఇది లేటెస్ట్ టెక్నిక్ ఈ మన ఆంధ్ర తెలంగాణలో ఫస్ట్ టైం మేమే ఇంట్రడ్యూస్ చేసామండి థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు శివాజీ నేను ఫోటోగ్రఫీ ఫ్యాకల్టీని దాదాపు ముప్పై సంవత్సరాలు ఈ ఫీల్డ్లో ఉన్నాను ఫ్యాకల్టీగా రెండు వేల ఏడు నుంచి ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎక్కడ ఎగ్జిబిషన్ జరిగినా ఎక్కడ వర్క్షాప్ జరిగినా నేను అనేది హాజరవుతూ ఉంటాను సార్ ఈ ఎగ్జిబిషన్ చాలా బాగుంది ఈ ఎగ్జిబిషన్ ఫోటోగ్రాఫర్లు కూడా బాగా వచ్చారు ఇక్కడ పెట్టిన అన్ని కంపెనీలు కూడా పార్టిసిపేట్ చేసినాయి ఈ ఎగ్జిబిషన్లో ఎగ్జిబిషన్ కన్వెన్షన్ హాల్ కూడా చాలా బాగుంది అన్ని స్టాల్స్ ఒక్కసారి కనుక ఫోటోగ్రాఫర్ లోనికి ఎంటర్ అయితే అన్ని స్టాల్స్ చూసి బయటికి రావాల్సిన పద్ధతిలో అరేంజ్మెంట్ చేశారు ఆ అరేంజ్మెంట్ కూడా చాలా బాగుంది ఈ మూడు రోజుల పాటు ఫోటోగ్రాఫర్లకి ఇక్కడ వాటర్ ఫెసిలిటీసు ఫుడ్డు టిఫిను అటువంటి అన్నీ కూడా ఫ్రీగా అరేంజ్మెంట్ చేయటం జరిగింది ఈ దీన్ని నిర్వహించినటువంటి ఏడుపాండ్ రమేష్ గారు కూడా మంచి అనుభవం గడించారు చాలా బాగా ఆయన ప్రతి ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్కి ఇంప్రూవ్మెంట్ చూపించారు ఇక్కడ లోకల్ అసోసియేషన్స్తో కొంత ఇబ్బందికరమైన కానీ గ్రాండ్ సక్సెస్ చేసి చూపించారండి ఫోటోగ్రాఫర్లు ఎవరైనా సరే ఎగ్జిబిషన్ పెట్టినా ప్రతి ఎగ్జిబిషన్కి వెళ్ళండి సార్ ఎగ్జిబిటర్స్కి ఎగ్జిబిటర్ పెట్టిన వాళ్ళకి మనకు డబ్బులు మిగులుతాయా లేదా అనేది మనకు కాదండి అన్ని కంపెనీలని ఒకే వేదిక మీద దాదాపు వంద కంపెనీలని మనం ఒకే వేదిక మీద చూసే అవకాశం కల్పించినందుకు మనం ప్రతి ఒక్కరు ఫోటోగ్రాఫర్లు అటెండ్ కావాలి అట్లాగే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మన తెలుగు ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా ఎక్కడ వర్క్షాప్ పెట్టినా ఎక్కడ ఎగ్జిబిషన్ పెట్టినా దానికి మనం పార్టిసిపేట్ చేయాలి చేసి చూసి అక్కడ ఏమైనా లోపాలు ఉంటే తర్వాత యాజమాన్యంలో అవన్నీ సరిదీసుకోండి అని మనం చెప్పాలి ఇది మంచి ఎగ్జిబిషన్ అండి చాలా బాగా జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఫ్యూచర్లో కూడా జరగబోయే ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ కూడా అటెండ్ అయ్యి మీ నాలెడ్జ్ని అప్డేట్ చేసుకుంటారని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ సార్ నగర ప్రజలందరికీ గుడ్ ఈవినింగ్ అండి నా పేరు జయేశ్వర్ అన్నమయ్య సో ఈరోజు ఈ ఫోటో ఫోటోఫినా అనే ఎగ్జిబిషన్లో నాకు social influencer of the year award ఇచ్చడం జరిగింది చాలా సంతోషంగా ఉంది నన్ను నామినేట్ చేసినందుకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళకి అదేవిధంగా ఎంబీకే హాస్పిటల్స్ వాళ్ళకి అదేవిధంగా ఇతర ప్రముఖులకు ఎంతోమంది విద్యావేత్తలకు అదేవిధంగా ఫోటోగ్రఫీలో డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఈ ఎగ్జిబిషన్ స్టాల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ చాలా సంతోషంగా ఉంది సో ఇక్కడ ఈరోజు ఈ అవార్డుకి నన్ను నామినేట్ చేశారు in the field of social work చేసినందుకు in the field of solid waste management అదేవిధంగా శానిటేషన్ రిలేటెడ్ వర్క్స్ చేసినందుకు so I would like to thank Rajahmundry municipal corporation commissioner K Dinesh Kumar garu for providing me this opportunity to be part of this so ఇలా ఎంతో మందిని రికగ్నైజ్ చేస్తూ వాళ్ళ యొక్క టాలెంట్ని రికగ్నైజ్ చేస్తూ వాళ్ళు ఎప్పుడు మోటివేట్ అయ్యి వందలాది మందికి హెల్ప్ చేసి యాక్టివ్ సిటిజన్స్ని ముందుకు తీసుకురావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను thank you very much so ఈ ఫోటోఫీనా ఎగ్జిబిషను నాకు ట్వంటీ ఎయిట్ ఇయర్స్లో ఫస్ట్ టైం నేను చూస్తున్న ఎగ్జిబిషన్ ఫోటోగ్రఫీ అనగానే ఎవరో ఒకరికి ఫోన్ చేసి ఒక వెడ్డింగ్ ఎవరో ఒకరు రిఫర్ చేస్తే ఒక ఫోటోగ్రాఫర్కి వీళ్ళు బాగుంటారు వాళ్ళు బాగుంటారు అని చెప్పి వాళ్ళని పిలుచుకొని వెడ్డింగ్ చేసే పరిస్థితి అలాంటిది దానిలో నైపుణ్యత ఎంత ఉంది క్వాలిటీ ఆఫ్ ప్రింట్ ఎంత ఉంది ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్లో all in one Photofina అంటే ఫినా అనే మీనింగ్ ఏంటంటే we're ready to do something new అనే మీనింగ్ అండి కనుక ఈరోజు ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మన అడ్రస్ కన్వెన్షన్ నార్సింగ్లో జరిగింది లోపల almost one fifty plus stalls ఉన్నాయి చాలా సంతోషంగా ఉంది నాకు ఫోటోగ్రఫీ కెమెరా బ్యాటరీ దగ్గర నుంచి అది ప్రింట్అవుట్ దగ్గర నుంచి దాని విజువలేషన్ చూసే దగ్గర నుంచి ఒక బేబీకి అవసరమైన ఎక్విప్మెంట్ దగ్గర నుంచి మళ్ళీ దాని ఇంటికి తీసుకెళ్ళి తరతరాలకి గుర్తుండిపోయేలాగా ఫ్రేమ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ ఇక్కడ మనకి ప్రజెంట్ చేశారు ఫోటోఫినా వాళ్ళు చాలా చాలా సంతోషంగా ఉంది నాకు తెలియని చాలా ఇన్ఫర్మేషన్ అది లెన్స్ గురించి వాడిని కానీ బ్యాటరీ బ్యాకపింగ్ కానివ్వండి సోనీ అడ్వాన్స్ రిలీజెస్ అంటే ఏంటి కానివ్వండి లైవ్ బ్రాడ్కాస్టింగ్ అంటే వాడి కానీ స్కైవేవ్ ప్రాపగేషన్ సిగ్నల్ సిస్టమ్స్ అంటే కానివ్వండి చాలా చాలా చెప్పారు ఇది ప్రతి ఒక్క స్టూడెంట్ డిజిటల్ కెమెరా కొనుక్కునే ప్రతి ఒక్క ఫోన్లో కెమెరా ఫీచర్స్ చూసే వాళ్ళందరికీ this is a one step all in one for your education అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను thank so much for making ఈ పార్ట్ ఆఫ్ దిస్ థ్యాంక్ నమస్తే అండి నా పేరు వచ్చేసి శ్రీనివాస్ నేను ఉండేది దిల్సునగర్ అండి నేను నా బిజినెస్ వచ్చేసి నాది షీ నీడ్స్ అని one gram gold imitation jewellery అండి అక్కడ నాది లొకేషన్ వచ్చేసి దిల్సునగర్ అండి వెంకటాద్రి సైడ్లో ఉంది ఇంకోటి కొనా theatre B she needs NX she needs one gram gold jewellery అండి నాకు ఇవాళ చాలా సంతోషం ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ పురస్కారం బి భీష్మ పురస్కారం అవార్డు ఇచ్చారు చాలా సంతోషము దాంతోపాటు ఈ సర్టిఫికేట్ అనేది నాకు చాలా యూజ్ అవుతుందండి చాలా thanks government Telangana Telangana government చాలా థ్యాంక్స్ అండి ఈ అవార్డు అందినందుకు మై నేమ్ ఈజ్ ప్రసాద్ జిల్లా మేము pumps and motors Angel pumps and Protech pumps Andhra Pradesh and Telangana డిస్ట్రిబ్యూటర్స్ను ఇందుకు గాను మాకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వందే భారత్ ఫౌండేషన్ నుండి వందే భారత్ భీష్మ వశిష్ఠ పురస్కారం ఇవ్వడం బిజినెస్ ఐకాన్గా ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది మేము agriculture and domestic Andhra and Telangana distribution చేస్తున్నాము ఆల్మోస్ట్ రెండు వందల నుండి మూడు వందల మంది డీలర్ల వరకు ఈ రెండు రాష్ట్రాల్లో మా దగ్గర ఉన్నారు సుమారుగా ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుండి ఈ ఈ సర్వీస్ చేస్తున్నాము డిస్ట్రిబ్యూటర్గా ఇంకొకటి ఏంటంటే ఈరోజు ఇక్కడ అడ్రస్ కన్వెన్షన్లో ఇంత పెద్ద ఈవెంట్ చూడడం చాలా సంతోషం అనిపిస్తుంది ఈ ఫోటోగ్రఫీకి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ చిన్న లెన్స్ దగ్గరికి వెళ్ళి టాప్ ఎండ్ టెక్నాలజీస్ పరిచయం చేశారు చాలా వన్ రూఫ్లో ఇంత పెద్ద ఈవెంట్ చూడడము ఇంకోటి ఇంత పెద్ద ఎగ్జిబిషన్ చూడడము ఫస్ట్ టైం నాకు తెలిసి ఈ ఫోటోగ్రఫీలో ఐఎమ్ రియల్లీ ఇది ఆర్గనైజ్ చేసిన వారికి థ్యాంక్ యూ చెప్తున్నాను ఫోటో మామ మరియు దీని డిజిటల్ పార్ట్నర్ అయినటువంటి మన నిఖిల్ గుండా గారికి కూడా నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను thank very much thank giving for this opportunity thank very much media మిత్రులందరికీ ధన్యవాదాలు ఫోటోఫినా ఎగ్జిబిషన్ని చాలా బాగా కవర్ చేశారు మా మోటివ్ విద్య విజ్ఞానం వినోదం అంటే గ్రామీణ స్థాయిలో ఉన్న ఫోటోగ్రాఫర్లకు కానీ పట్టణ స్థాయిలో ఉన్న ఫోటోగ్రాఫర్లకు కానీ విద్య విజ్ఞానం వినోదం అందనే కాన్సెప్ట్తో ఫోటోఫినాని ప్రారంభించి ఇది ఇరవయవ ఎడిషన్గా ఈసారి నార్సింగ్లో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో నిర్వహించాము దాదాపుగా five hundred plus companies two hundred plus stalls మనకి ఇక్కడ కొలువిదిరి ఉన్నాయి మీరందరూ ఆల్రెడీ ఈ న్యూస్లో చూసే ఉంటారు అలాగే పల్లె ప్రాంతము పట్టణ ప్రాంతం అని కాకుండా దాదాపు ఆల్ ఓవర్ స్టేట్స్ మనకు సౌత్ ఇండియాలో ఐదు ఐదు రాష్ట్రాల నుంచి కూడా పదిహేను వేల పైచులకు విజిటర్స్ మనకి ఆల్రెడీ వచ్చారు దాంట్లో మన రిజిస్ట్రేషన్స్ అయిన ప్రకారము తర్వాత ఇంకా కొన్ని రిజిస్ట్రేషన్ కాకుండా డైరెక్ట్ వచ్చిన వాళ్ళు కూడా దాదాపు ఫైవ్ టు సిక్స్ థౌజండ్ ఉన్నారు ఓవరాల్గా ట్వంటీ థౌజండ్ మనం కవర్ చేయగలిగాము సో నిజంగా మాకు చాలా హ్యాపీగా ఉంది వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా మాకు ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తుంటే మాకు చాలా బాగా అనిపించింది అలాగే ఇక్కడ చాలా రకాల ప్రొడక్ట్స్ అంటే కెమెరాస్ కానివ్వండి లేకపోతే సాఫ్ట్వేర్స్ కానివ్వండి పిల్లలకు సంబంధించిన కిడ్స్ ప్రొడక్ట్స్ స్టూడియో సంబంధించినవి కానివ్వండి అలాగే ఫోటో ఫ్రేమ్స్ ఎల్ఈడి ఫ్రేమ్స్ ఒకటేమిటి మన ఫోటోగ్రఫీ రంగానికి చెందిన అన్ని రకాల ప్రొడక్ట్స్తో పాటు ఎడ్యుకేషన్ స్టాల్స్ అంటే ఫ్యాకల్టీస్ కూడా బయట రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేశారు అండ్ వర్క్షాప్స్ కూడా ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది దీంతో పాటే వందే భారత్ ఆర్గనైజేషన్ నుంచి కేవీకే హాస్పిటల్ వారి సహకారంతో మనకి అవార్డ్స్ కూడా విశిష్ట పురస్కార అవార్డ్స్ కూడా మనం చేయడం జరిగింది అలాగే కేవీకే హాస్పిటల్స్ మన ఫోటోగ్రాఫర్స్ అందరికీ కూడా ten thousand plus health cards అందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా చాలామందికి ఆన్లైన్లో కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది సో సో గ్రేట్ అచీవ్మెంట్ మాకు సో వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అండ్ మీడియా పార్ట్నర్గా అన్నీ కూడా మనకు వ్యవహరించాయి వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఎగ్జిబిషన్ సందర్శించిన ప్రేక్షకులకి మరి ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చిన ఫోటోగ్రాఫర్ మిత్రులకి ట్రేడర్లకి అలాగే మీడియా మిత్రులకి నా తోటి సహోదరులు ఎవరైతే పనిచేస్తారో వారందరికీ అలాగే నా స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ఎడిట్ పాయింట్ రమేష్